పాపం మహాగణపతి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి మా ಗಣಪತಿ ಮನಸ ಸ್ಮರಾಮಿ ಮಹಾಗಣಪತಿ ಮನಸ ಸ್ಮರಾಮಿ ಮಹಾಗಣಪತಿ ಮನಸ ಸ್ಮರಾಮಿ ಮಹಾಗಣಪತಿ ಮನಸ ಸ್ಮರಾಮಿ ಮಹಾಗಣಪತಿ మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి వసిష్ఠరామదేవాది వందిరమాన గణపతి మనస స్మర విశ్వసించరామదేవాది మందిరమావ గణపతి మనసామి వశిష్ఠరామదేవాది మందిరమావ గణపతి గానం గానం మహాకావ్య నాటకాభిభియు మహర్షిగ నాగన మోదగాభియు మహాకావ్య నాటకాభిభియు మహర్షిగ నాగన మోదగాభియు మహావ్యనపతి మనసా